సంస్కారవంతులు కావాలా సంస్కారవంతులు కావాలంటే తపశ్చర్య తప్ప ఇంకో దారి లేదు మహనీయుడే పెద్దవాళ్ళని ఎవరిని గమనించినా కూడా వాళ్ళందరూ అంత వాల్మీకి అయ్యాడంటే ఒక ఏమి వేటగాడు వాల్మీకి అయ్యాడంటే ఏమిది అంటే తపస్ఫలమే ఎవరికైనా అంతే ఋషి అవుతాడంటే ఎందుకు తప ఫలమే నేను గురూజీ ఋషి ప్రభాకర్జీ దగ్గర చాలా క్లోజ్గా ఉంటుంది అప్పుడు గురూజీని అడిగాడిని గురుజీ మీకు ఎస్ఎస్వై నుంచేనా మీకు ఈ జ్ఞానం నుంచేనా మీరు ఇవన్నీ అంటే కాదు ఈ జ్ఞానము నా గురువులు ఇచ్చిన మార్గం నడిచిన దాని నుంచి వచ్చింది గురువులు ఇచ్చినటువంటిది ఏదో అది వచ్చింది అని మనం తింటున్నాం ఇప్పుడు పాలు పెడితే తాగుతున్నట్టున్నారు పాలు పెడితే తాగేది కాదు మీరు వేటాడేది నేర్చుకోవాలి పిల్లి అయితే మనిషి అయితే తపశ్చర్య ద్వారా సిద్ధి పొందాల సిద్ధి పొందడం నేర్చుకోవాలి సిద్ధంగా ఉన్నదాన్ని తీసుకో ఎవరు సిద్ధి పొంది ఇస్తే తీసుకోవడం కాదు కృష్ణ పుష్కరాలు చేసినప్పుడు ఎస్ఎస్వై తరఫున స్వామీజీ వచ్చారు ఎవరు చినజీయ స్వామి మీకు సమాధి సాధ్యం లేదన్నాడు మా సమాధి అంటే తమాజ్ అనుకున్నారా సమాధి అంటే ఎంత తపస్సు చేయాలో తెలుసా అది ఎట్లా దొరుకుతుందని ఆయన మూడు గంటలు మాట్లాడాక ఆయన ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే వీళ్ళందరూ మూడు గంటలు అయినప్పుడు కూడా కదలకుండా అలాగే కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఆనందిస్తుంటే ఆయన చెప్పాడు ఇక్కడ ఏదో పొరపాటు పడ్డాను మీకు సమాధి దొరికింది తప్పకుండా మిమ్మల్ని అనవసరంగా మిమ్మల్ని మీకు సిద్ధ ధ్యాన యోగ సమాధి యోగ దొరకడానికి వీల్లేదు ఎంత ధ్యానులు అంతేగాని సమాధి పనులు కారు అన్న ఆయన చెప్పారు లేదు లేదు మీరు సిద్ధ సమాధి అని చేశారు కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే సమాధి అంత సులభంగా దొరికేది కాదు మీకు ఎలా దొరికిందా అనుకుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది మీది కాదు సాధన తపస్సు మీరు చేయలేదు కానీ ఒక మహా తపస్సు మీకు ఇస్తే దాన్ని తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు అంతే అని చెప్పి విశ్వేశ్వరయ్య గురుజీ లాంటి మహనీయులు వాళ్ళు తపస్సుని చేసి అందించింది మీకు అనిపిస్తుంది అంత రెడీగా ఉంటే అది తీసుకోకుండా మన మీద చేసుకోవాలా అని చాలామంది సోమరులుగా తయారైపోయింది సోమరితనం అలసత్వం ఇది అది ఎందుకంటే సంస్కారం దొరకలేదు కాబట్టి మనకేమవుతుంది ఆ పిల్లిలాగా తయారైంది మీరే గనక నేను ఎంతసేపైనా ఎలాగైనా సరే నా భగవత్ సన్నిధానం నేను ఉండగలను నాకు ఉంటే ఆ అనుభవం అవుతుంది నాకు అది అర్థం అవుతుంది అనేది వచ్చినప్పుడు ఏ అడ్డంకు లేదు ఎవరు మీకు <laughs> ఏం లేదు మీకు రెవల్యూషన్స్ అంటారు రెవల్యూషన్స్ అంటే మీకే ఆ భగవద్బోధనలు బో తెలుస్తూ వస్తుంది నా ఉద్దేశంలో మీ ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే ఈ సంస్కారానికి అర్హులే అయితే ఆ సంస్కారం దొరకడానికి తపశ్చర్య చేయాలి ఎక్కడ చేస్తారు చేయండి మీకుగా మీరే చేస్తారని వెళ్ళండి తప్పలేదు ఎక్కడో మీకు దొరుకుతారు ఎక్కడో వచ్చి చెప్తాను నీకు ఇది అదర ఇది అని చెప్పేవాళ్ళు ఉంటారు మహానుభావులు ఏదో ఒక రూపంలో వచ్చి చెప్తుంటారు కాబట్టి తప్పేం లేదు మీకు కనుక అది నిజంగా సాధ్యం చేసుకోవాలా అని ఒక ప్రేరణ కలిగింది ఇప్పుడు మా ఇంటికి ఒక అబ్బాయి చూడడానికి కొన్ని సిద్ధులు ఉండింది వాడికి సిద్ధులు ఉండింది కానీ తర్వాత వాడికి చెప్పాను ఇవన్నీ పట్టించుకోదు పెట్టుకుంటే నువ్వు దెబ్బతింటావు ఎందుకంటే దానికి తగిన సంస్కారం లేదు సిద్ధులుండి సంస్కారం లేకపోతే ఇబ్బంది ఇప్పుడు నీకు తెలివితేటలు లేకుండా డబ్బులు ఉంటే ఇబ్బందే కాదు చెప్పండి ఒక పిల్లవాడు ఉన్నాడు చిన్న పిల్లవాడి చేతిలో మీరు పదివేలు ఇచ్చి పంపిస్తారా పంపిస్తారా ఎందుకు ఇవ్వు ఇవ్వచ్చు కదా ఏం మరి తీసుకుపోతే ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు కదా వాళ్ళకి తెలియజెప్పే విధంగా తెలియజెప్పి అప్పుడు నేను వాడి చేతికి ఇస్తే ఏమైతుంది వాడైనా దుర్వినియోగపరచుకోవచ్చు వాడు వచ్చి వీడిని చెడబెట్టచ్చు నీకు డబ్బు ఉంది కదా రా రా అక్కడ కొంచెం మజా చేస్తాం అనిపించుకోవచ్చు సంస్కారం అనేది కాకుండా శక్తి కానీ సంపద కానీ ఏదైనా జ్ఞానం కానీ సంస్కారహీనుడికి జ్ఞానం మరీ hmm. అపాయకరం సరస్వతి కానీ లక్ష్మి కానీ పార్వతి కానీ వాళ్ళ సంస్కారం లేకుండా దొరికితే వాళ్ళు వినాశానికి కారణమవుతారు అందుకోసమే ఏం కావాలి ఫస్ట్ సంస్కారం కావాలా మన దేశం యొక్క మొత్తం ఎడ్యుకేషన్ అంతా సంస్కారమే ఇంకేం లేదు వాడికి వేదం వచ్చా విద్యలు వచ్చా వాడికి ఎంత జ్ఞానం ఉంది కాదు వాడు చెప్పులు కుట్టేవాడు కావచ్చు బట్టలు ఉతికేవాడు కావచ్చు లేకపోతే వ్యవసాయం చేసేవాడు కావచ్చు లేకపోతే కుమ్మరి కమ్మరి ఇంకేదో మరి కంసలి ఇంకోటి మరొకటి ఏదో ఉద్యోగాలు ఏదో పనులు చేసుకుంటూ ఉండొచ్చు కానీ వాడు సంస్కారవంతుడు అయ్యాడా లేదా ఇదే మన ప్రమాణం అంతా మనం ఇప్పుడు వచ్చిన మెషర్ అది కాదు వాడు ఇంజనీరా డాక్టరా వాడు పొలిటీషియన్ ఇంకోటి మరి ఇది ఆలోచిస్తున్నాం పిచ్చాడు సంస్కారవంతుడా కాదా కాదు అందుకే ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప మార్పు మీరు చూడదలుచుకుంటే ఒక గొప్ప మార్పుని కనుక కల్పించదలుచుకుంటే బోధన ద్వారా సాధ్యం లేదు తపశ్చర్య ద్వారా అది కూడా ఏమి సంస్కారాన్ని కల్పించేటువంటి తపశ్చర్య ద్వారా సాధ్యం తపశ్చర్య బై డిఫాల్ట్ సంస్కారాన్ని ఇస్తుంది అయితే తపశ్చర్య నీకు సంస్కారాన్ని ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ తపశ్చర్య చేయడం ఇంకేమో చేస్తావు తెలుసుకుంటావు you should know are only trying to imitate you are not trying to go take take a dip అర్థం ఇంకొకరిని నువ్వు ఇమిటేట్ అంటే ఇంకొకరి లాగా నువ్వు ఇంకొకరి లాగా చేస్తే ఇంకొకరు ఏదో చెప్పినట్టుగా చేస్తే కాదు అది కొద్దివరకు కానీ నీవు ఎక్కడికి వెళ్ళాలా యూ గో డీపర్ డీపర్ మీరు ఈ తపశ్చర్యకు వస్తూ వస్తూ నేను మిమ్మల్ని పట్టుకోను మిమ్మల్ని అలా వదిలేస్తాను మీరు అలా అలా అలా అలా ఎగురుతూ ఎగురుతూ ఎగురుతూ ఎగురుతూ ఆ వైకుంఠం వరకు వెళ్ళిపోవాలి